అన్నయ్య ఫోటో కాలంట చూడు అదిగో చూడు అమ్మాయి చెయ్యి కాలంట ఆంటీ వాళ్ళ అబ్బాయి అని తెలుసా మనం మా ముచ్చాకంటే <laughs> 这个。